ఆ స్టాకు లెడ్జర్ గా ఉన్నాయా ఎస్ సార్ అన్ని గా ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అన్నావు ఏ ప్రాబ్లం లేదని ఎక్స్పైర్ అయిపోయిన స్టాక్స్ డెలివరీ చేస్తూ ఆ ఎఫ్డీఏ వాళ్ళకి దొరికాము రెడ్ గా నువ్వు ఎక్స్పైర్ అయిపోయిన స్టాక్ డేట్ చూడలేదని చెప్తే నమ్మటానికి నేను ఒక్కడే మిగలాల్సి వచ్చింది వెర్రి వెంగళాయిలాగా వాళ్ళు వేసిన కి నీ బోనస్ నా బోనస్ ఆవదం అయ్యి ఇదిగో ఇది మిగిలింది బాగా ఊడిపోయింది చూసావా చూసాను సార్ అప్పుడేదో చిన్న కన్ఫ్యూజ్ అయ్యి అలా అయింది సార్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి నో ప్రాబ్లం సరే ఫోన్ రింగ్ అవుతుంది చూడు ఆగు నేనే చూస్తాను హలో సార్ ఎవరు ఆఫీసర్లు మీకోసం వచ్చారు ఆఫీసర్లా అవును మిమ్మల్ని అర్జెంటుగా కలవాలంటున్నారు దేనికి ఏవో చెకింగ్లు చేయాలట చెకింగ్ సార్ ఎందుకు ఏమో చెప్పట్లేదు సార్ సరే అమృతరావు ఎవరో ఆఫీసర్లంట చెకింగ్ అంటున్నారు ఎవరై ఉంటారంటావు <laughs> అది ఏమో సార్ నాకు తట్టట్లేదు ఏమీ తట్టదు నీకు పేరుకి అసిస్టెంట్ మేనేజర్వి ఆహా, నా ఉద్దేశం తినబోతూ రుచెందుకు అని తినబోతూ రుచి మళ్ళీ సామెతలు మొదలెట్టావు అదిగా సార్ మీరు ఎలాగో వాళ్ళు కలవాలి కదా టెన్షన్ పడకని చెప్తాను నేను వెళ్ళి కలిసి వచ్చేస్తాను ఆ కాదు నువ్వు వెళ్ళి కంపు చేసే లోపల వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా నేనే చూస్తాను ముందు మీరే పదండి సార్ ఆ ఫైల్స్ అవి ముట్టుకోకండి ఉండవయ్యా బాబు వద్దొద్దు మా సార్ వచ్చాక చూసుకోండి నీకు తెలుసా మేమెవరో మీరు ఎవరైతే ఏంటి ప్లీజ్ కూర్చోండి సార్ కూర్చోండి మీరేనా అంబుజనాభం గారు అవును సార్ మీరు మేము కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి టీలు కాఫీలు పట్టరా ఇప్పుడు అవేం అక్కర్లేదు మీ స్టాక్స్ అండ్ లెజర్స్ చూపెట్టండి అవి చెక్ చేయండి ఉన్నాయి సార్ అంతా రెడీ సార్ చూద్దాం చూద్దాం సార్ మన అమృతరావు అసిస్టెంట్ మేనేజర్ ఆయన చూపెడతాడు అన్ని ఇదే గొడవన్ గొడవన్ లో ఉన్నాయి అమృతరావు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా లెడ్జర్స్ అయ్యి స్వామినాథన్ లెడ్జర్స్ అయ్యి చూడు రెడీ చేయి మీరు మీ స్టాఫ్ అందరూ కోఆపరేట్ చేస్తే పని తొందరగా అయిపోతుంది ఓకే సార్ మీరు లెడ్జర్స్ తీసుకుని పదండి సార్ అంతవరకు మీరు మీ రూమ్ లో వెయిట్ చేయండి అలాగే sir Amrutharao Amrutharao excuse me <laughs> రండి మీరు ఇక్కడ ఫైల్స్ చెక్ చేయండి నేను గోడౌన్ చెక్ చేసి వస్తాను మీరు లెజర్స్ తీసుకొస్తున్నారండి తీసుకొస్తున్నాను సార్ గోడౌన్ ఎక్కడ కిందండి ఇప్పుడు ఆ గోతులోకి వెళ్ళాలా ఓ పని చేయండి సార్ మా బాస్తో చెప్పి ఆ, లిఫ్ట్ ఏర్పాటు చేస్తాను నాలుగు నెలల తర్వాత అంటే ఈ లోపల ఫైల్స్ అన్ని మార్చేద్దామా అయ్యి లేదు సార్ మీరు పదండి <laughs> సార్ ఏ మాటకు ఆ మాట అండి మా అంబుజనాభం గారు చాలా క్లీన్ మనిషి అండి ఆయన ఎంత క్లీన్ గా ఉంటారో అంతకన్నా ఎక్కువగా ఆయన లెగ్ అది మీరు కాదు మేము దిగండి చూడండి అమృత గారు మేము మా డ్యూటీ చేయడానికి వచ్చాం లెడ్జర్లో కంటే స్టాక్ ఒక ప్యాకెట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మాకు లెక్కలోకి వస్తుంది ఆ లెక్క ఏదో ఇప్పుడు మీ గోడౌన్ చెక్ చేస్తే తెలుసు సార్ ఇదే మా గొడవను ఈ లెడ్జర్స్ అన్ని తర్వాత చూసుకుందాం ముందు స్టాక్ లెక్క పెడదామా చేద్దాం సార్ చేద్దాం ఇవన్నీ ఫిఫ్టీ ప్యాక్ కార్టన్ సార్ మీరు చెక్ చేసుకోవచ్చు ఒక్కో బాక్స్ మొత్తం యాభై ప్యాకెట్స్ ఉంటాయి సార్ ఓకే ఇక్కడ ఇరవై నాలుగు సీల్డ్ బాక్స్ ఉన్నాయండి అంటే పన్నెండు వందల ప్యాకెట్లు అదిగో ప్లస్ ఆ లూజ్ బాక్స్ సరే ఇవన్నీ మేము చూసుకుంటాం కానీ మీరు పక్కకు వెళ్ళి ఉంచండి మీరు లెక్క పెట్టండి బుక్కులు వెళ్ళెట్టుకుని తయారవుతాయి వెనకాల లెక్చర్లో ఉన్న నెంబర్కి ఇక్కడున్న సర్కిట్ ట్యాలీ అవుతుందిగా ఇందులో పన్నెండు వందల ఇరవై ఐదు ప్యాకెట్స్ ఉంది సార్ ఛీ గొప్ప మునిగిందయ్యా ఏమైంది సార్ పెట్టి ఈ పట్టు మనందరి బొనసులకి ఎసరొచ్చింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నువ్వు ఎలా సార్ నా చేద్దాం దానికి కూడా అడగాల వెళ్ళండి థ్యాంక్ యూ సార్ ఇది బాబు బిస్కెట్స్ కంపెనీనండి అవునయ్యా ఇంతకీ నువ్వెవరు సార్ మీరేనా అమృతరావు నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నువ్వు మన లోనే ఉండి నాకు ఫోన్ చేసి ఇది మన ఆఫీసేనా అని అడుగుతావా అయ్యో అది కాదు సార్ మీ సెల్ నుంచే ఫోన్ చేస్తాను కదా అనవసరంగా రాంగ్ నెంబర్కి వెళ్తుందేమోనని ఆ డౌట్ నీకు చేసిన తర్వాత వచ్చిందా అసలు ఇంతకి ఏం జరుగుతుంది అక్కడ అంత పెర్ఫెక్ట్ గా ఉంది సార్ కానీ ఏంటి చెప్పు కానీ కానీ నాంచకుండా విషయం చెప్పబోయా లెడ్జర్లో ఉన్న నెంబర్కి గొడవల్లో ఉన్న స్టాక్కి పెర్ఫెక్ట్ అబ్బా పెర్ఫెక్ట్గా సరిపోయింది సార్ కానీ మరి ఇంకేంటి అదే మీ టేబుల్ మీద ఉన్న ప్యాకెట్ ఉందే ఆ ఒకటి ఎగస్ట్రా వస్తుంది సార్ నువ్వు సరిగ్గానే లెక్క పెట్టావా సార్ మీరు నన్ను ఇలా టెన్షన్ పెట్టు ఏం బాగాలేదు సార్ మన ప్యూను మురళితో మీరు బాక్సులు పంపించారు కదా ఆ బాక్సులన్నీ లెక్కెట్టి లెడ్జర్లో సరి చేశాను క్లియర్గా మరి ఇప్పుడు ఎలా ఎలా అంటే లాభం లేదు సార్ ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళు మరీ టూ మచ్గా ఇంచి పోయి ఇంచి చెక్ చేసేస్తున్నారు సార్ పొరబాటును కూడా సొరుగుల్లోనో బీరువాలోనో జేబులోనో పెట్టొద్దు దాన్ని ఎలాగోలాగో మాయించేయండి మాయించేసి నాతో చెప్పండి నేను టాయిలెట్లోనే ఉంటాను నాకు ఫోన్ చేసి చెప్పండి సరే Thank you. అమృతరావు ఎలా మాయించేనయ్యా ఎక్కడ చూసినా వీళ్ళే ఇప్పుడు ఎలా తప్పదు ఏదో విధంగా మాయం చేసేయండి సార్ సార్ అది ఒక ఐడియా వచ్చింది సార్ ఏంటది అది <laughs> అది అమృతరావు తొందరగా చెప్పి తగలడు మీరు మరోలా అనుకోవద్దు ముక్కు మూసుకుని పరపరా నవ్విలేండి సార్ బిస్కెట్లు వాట్ తప్ప సార్ వాళ్ళు మన మీద పగబట్టినట్టు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు కౌంటింగ్ కూడా లాస్ట్ బాక్స్కి వచ్చేసి ఉంటుంది ఎప్పటికైనా మీరు తొందరపడకపోతే మన బోనస్లే కాదు జీతాలు కూడా వాళ్ళు వేసే పనికి సరిపోవు ఆ పని నువ్వే చేయొచ్చు కదా అయ్యో నేను ఎలా చేస్తాను సార్ ఎదురుగుండా యమకింకర్లో ఇంతమంది ఉంటాను తప్పదంటావా తప్పదు సార్ ఇంకా ఎక్కువసేపు నేను బాత్రూంలో ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది మీరు ఒక పని చేయండి సార్ సర్దార్జీ హోటల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఊహించుకుని ఆ కుక్క బిస్కెట్లు పరపరా నవ్వలేండి సార్ ఇంకుంటాను సార్ ప్లీజ్ ఇప్పటిదాకా ఏం చేస్తున్నారండి <laughs> మరీ ఇంతసేపా ఇవన్నీ పన్నెండు వందలు ఉన్నాయి ఈ లూజ్ బాక్స్ లో ఇంకా ఇరవై ఐదు ఉండాలి పన్నెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి ఇంకొకటి బ్యాలెన్స్ ఆ ఒకటి మా బాస్ క్యాబిన్ లో ఉంది సార్ అయితే పదండి మీ బాస్ క్యాబిన్ రండి తప్పు లెక్కెట్టని తినేసాడేంటో మీ గోడౌన్ చెకింగ్ మొత్తం అయిపోయిందండి ఒక్క ప్యాకెట్ మినహా అంతా టాలీ అయింది మీ అసిస్టెంట్ మేనేజర్ ఆ ప్యాకెట్ ఈ క్యాబిన్లో ఉందని చెప్పారు ఇదే నా బ్యాలెన్స్ ప్యాకెట్ మీరు రోజు ఇవే తింటుంటారా మీరు షుగర్ పేషెంటా అయినా ఎంత కదలద్దంటే మాత్రం మరి భోజనం చేయకుండా ఇలా కూర్చోమన్నా భలేవారండి మీరు ఏది ఏమైనా కానీ ఇంత పర్ఫెక్ట్ గా స్టాకు లెడ్జర్ మీరే మెయింటైన్ చేస్తున్నారు sir keep it up up sorry sir sir ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్ కొంచెం కాదు బాగా కన్ఫ్యూజ్ అయ్యావు నువ్వు అయ్యో లేదు సార్ లేదు నువ్వు ఇంకేం చెప్పొద్దు పొద్దున్న నువ్వు లేట్ గా వచ్చినందుకు తిట్టానని ఈ రకంగా కసి తీర్చుకున్నావు కదా అయ్యో లేదు సార్ లేదు సార్ లేదు సార్ అవును ఇందాక ఆఫీసర్స్ వచ్చినప్పుడు తినబోతు రుచి ఎందుకు అన్నావు నేను మర్చిపోయాను అనుకున్నావా అయ్యో నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు సార్ నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ గా రోజుకి ఒక బిస్కెట్ ప్యాకెట్ తిను దానికి అయ్యే ఖర్చు నా శాలరీలో కట్ చేసుకుంటాను వెళ్ళా అయ్యో